హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం రావణాసుర టీంని ఇంటర్వ్యూ చేయమని నన్ను పిలిచారు కానీ ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్స్లో ఎవరు ఎంత ట్రై చేసినా టీం మాత్రం మేము సినిమా గురించి ఏం చెప్పము ఏప్రిల్ సెవెంత్న థియేటర్లో చూడండి అని అంటున్నారు సో <sighs> ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టగలుగుతానో నాకు తెలీదు so bless me I will try my best interview అయితే స్టార్ట్ చేసేద్దాము ఎస్పెషల్లీ డైరెక్టర్ సుధీర్ వర్మ గారు అయితే ఆయన దగ్గరుండి మరి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి టీంని కూర్చోబెడుతున్నారు చూద్దాం <laughs> ఏం జరుగుతుందో హలో సుధీర్ వర్మ గారు హాయ్ మేఘ హాయ్ దక్ష హలో సుశాంత్ గారు హాయ్ పూజిత అందరికీ hi hi hi so yes trailer మాత్రం అదిరిపోయిందండి ఏ మాట కామాట మేము ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క ఎలివేషన్ చూడడానికి మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూస్తున్నాము and of course background score కూడా so congratulations for that success first of all so మేమైతే ఏప్రిల్ సెవెంత్ కోసం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము సో ఏంటి సినిమా గురించి మాట్లాడి మాట్లాడి చెప్పాలంటే అలవాటు అయిపోయిందా credit to Sudheer and you know trailer cut చేసిన ద టీమ్ బికాస్ స్టోరీ ఎక్కువ రివీల్ చేయలేము రివీల్ చేయకుండా ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం నాకు క్యూరియాసిటీ ఎలా కట్ చేస్తారు అని సో గ్రేట్ జాబ్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉండి స్టోరీ ఎక్కువ రివీల్ చేయకుండా అదే ఏదో డైలాగ్ లాగా కనిపించి కనిపించినట్టు చూపించి తెలిసి తెలియనట్టు తెలియాలి ఇప్పుడు మేము ఆ పొజిషన్ లో ఉన్నాము అసలు ఏం జరిగింది మాకు తెలియాలి అనేసి seventh of April exactly ya but Sudheer Varma garu మీ నుంచి ఎలాంటి stylish taking and making expect చేస్తాము దానికి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అయితే అర్థమైపోతుంది బట్ స్క్రిప్ట్ uh, విన్నప్పుడు ఆబ్వియస్గా మీకు ఆ పుష్ అనేది స్టోరీనే ఇవ్వాలి దీన్ని ఇలా చేయాలి దాన్ని అంత బాగా చేయాలి అనేది సో హౌ ఎక్సైటెడ్ యూ మీరు ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు అంటే యాజ్ యూ సెడ్ అంటే అప్పుడు ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు అంటే ఫస్ట్ ఇనిషియల్లీ ఆ స్టోరీ ఏంటి ఎలా ఉంటుంది అన్నీ ఆ విధంగా ఆలోచిస్తాం కదా వన్స్ hmm. అది బాగుంది మనం మనకు చాలా బాగుంటుంది అన్నప్పుడు then I go to this making stage ఎలా తీస్తే బాగుంటుంది ఏంటి hmm. అన్నది so the whole story is based in Hyderabad so హైదరాబాద్లో ఇంకా మ్యాక్సిమం సినిమాలు ఇక్కడే జరుగుతాయి దాన్ని కొత్త రకంగా ఎలా చూపించాలి ఏంటి ఏ సీన్ ఎక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుంది ఈ హోంవర్క్ ఎక్కువ రోజులు పట్టింది hmm, సో ఐ హోప్ మీ అందరికీ కూడా కొత్తగా అనిపిస్తుంది అనిపిస్తుంది ఆల్రెడీ అనిపిస్తోంది యా <laughs> మా ఇంటర్వ్యూ కూడా చాలా శుభప్రదంగా మంచి గంట మోగుతూ అలా స్టార్ట్ అయిందనమాట ఎనీవేస్ సో యా సుశాంత్ గారు ఇవాళ ఈ ఫ్రేమ్ చూస్తే మాత్రం మధ్యలో మిమ్మల్ని చూస్తుంటే అక్కినేని ఫ్యామిలీ హీరో అనిపించాడు అంటే సినిమాలో వీళ్ళందరూ ఎవరు ఎవరికి పేరు అనేది మేము తర్వాత ఏప్రిల్ సెవెంత్ చూస్తాం కానీ ఇవాళ మాత్రం ఈ ఫ్రేమ్ చాలా కలర్ఫుల్ గా ఉంది రవితేజ గారు లేరు <laughs> బట్ uh, ఇప్పటి వరకు సుశాంత్ గారిని మీరు చేసిన హీరోగా చేసిన సినిమాల్లో డిఫరెంట్ రోల్స్లో చూసాము అలవైకుంఠపురంలో డిఫరెంట్గా చూసాము కానీ ఈసారి మాత్రం మాకు తెలిసి నెవర్ బిఫోర్ సుశాంత్ గారు అనే and especially that long hair style అది లాక్డౌన్ uh, మూలంగా పెరిగింది ఒక two years three years so finally ఈ సినిమాకి హెల్ప్ <laughs> అయింది I think but ya it's definitely different అందుకే it was exciting to do it also and చాలా బాగా చేయించారు చాలా బాగా చూసుకున్నారు I'm very happy to be part of this team and డెఫినెట్గా ఆడియన్స్కి ఆ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అని I I believe that so I'm also waiting April seventh నేను యాక్చువల్లీ అడుగుదాం అనుకుంటున్నాను అలా లాంగ్ హెయిర్ డెసిషన్ ఎవరిది ఎవరు ఆ లుక్ డిజైన్ డిసైడ్ చేశారు అని కోవిడ్ డిసైడ్ చేసింది సో అందరికీ ఏదో విధంగా అది అడ్వాంటేజ్ అయింది కదా అది సిక్స్ మంత్స్ లో పెంచాలంటే అవదు అది అది అలా వర్కౌట్ అయింది లక్కీలీ ఆ లుక్ ఆ హెయిర్ నచ్చి అలాగే ఉంచండి కట్ చేయొద్దు అని చెప్పారు అంటే తను ప్లే చేసే క్యారెక్టర్ కూడా దట్ హెల్ప్ డే లాట్ ఆ లుక్ అది అండ్ ఆ హెయిర్ అలా ఉండడం నాకు ఈజీ అయింది అంటే to show him in a new way అంటే ఇప్పటి వరకు డెఫ్ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్ అంటే ఇప్పటి వరకు చూసిన సుశాంత్ వేరు ఈ సినిమాలో కనిపించే సుశాంత్ వేరు సో ఎవ్రీథింగ్ హెల్ప్ ఓకే ఇంతకీ అసలు సుశాంత్ గారి పేరు ఉన్నారా five heroine seven seventh April okay కానీ నాకు అంటే సీ హూ ఈ సీత అని చెప్పేసి అడిగారు కదా చాలా మంది ట్రై చేస్తున్నారు గెస్ట్ చేయడానికి రకరకాల కథలు వాళ్లే అల్లుకుంటున్నారు కానీ నాకేమనిపిస్తుంది అంటే అందరూ కనిపిస్తున్నారు కానీ అను ఇమాన్యుయల్ గారిని మీరు దాస్తున్నారు కాబట్టి ఆవిడే సీత ఆవిడ ఏ ప్రమోషన్ లో కనిపించలేదు కాబట్టి shooting in shooting for Karthi's film so అందుకేనా అయితే అది కూడా రాంగ్ అనమాట <laughs> దాచడం ఏం జరగట్లేదు అనమాట okay let's see April seventh again మనకి డేట్ గుర్తు చేసుకోవడానికి మాత్రం అవకాశం దొరుకుతుంది ఇలాగా ఏప్రిల్ సెవెంత్ ఏప్రిల్ సెవెంత్ అదే కావాలి <laughs> అది ప్రమోషన్ లోనే ఎంత exactly ya so ya Megha always um, క్యూట్నెస్తో uh, పడేస్తూ ఉంటారు ఆవిడ అండ్ అఫ్ కోర్స్ మీరు చేస్తున్నారు అని అంటే ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయగలుగుతూ ఉంటాము అండ్ ఐ థింక్ ఈ సినిమాలో వండర్ఫుల్ టైమ్లెస్ సాంగ్ని రీమిక్స్ చేసే స్పెషల్ ఆపర్చునిటీ కూడా మీకు దొరికేసింది how was it how was the whole experience it was surreal as and how do say that in Telugu like surreal it was surreal unexpected okay it's a blessing ఎందుకంటే first Sudheer plays like a lot of prank so like he told me like oh will be shooting ya will be shooting they so first Sudheer చెప్పినప్పుడు I didn't believe him I was like no I think your lying and then అన్ని ఏప్రిల్ ఫుల్ అనుకున్నారా యా ఒక నిజంతో పాటు ఏడెనిమిది అబద్ధాలు చెప్తాను సో నాకు ఏది నిజం ఏది అబద్ధం అన్ని చెప్పిన అన్ని అబద్ధాలు అందుకే మీరు ఐదుగురు హీరోయిన్లను ఒప్పించగలిగారండి ప్రాజెక్ట్కి లేకపోతే అది మామూలు విషయం ya please so then finally when I heard the song and then I heard the lyrics I was really excited because it's praising me and I really enjoyed the shooting process. I got to work with Shaker Master. It was a lot of fun. అమ్మాయిలో ఎంత సెన్సిటివ్ అండ్ uh, అమాయకులం అంటే ఏ పొగడుతో ఉన్నా అది మనకే అనుకుంటూ ఉంటాం సాంగ్ <laughs> వింటున్నప్పుడంతా ya but that was fantastic to see you in that song with Ravi Teja garu's energy oh my god his dance I think ఆయన బ్యాక్ టు బ్యాక్ డాన్సులతో కుమ్మేస్తున్నారు ధమాకా డాన్స్ని ఎంజాయ్ చేసే లోపే వాల్తేరు వీరయ్యలో కూడా చేశారు మళ్ళీ థ్రిల్లర్ కదా ఇందులో అంత ఉండకపోవచ్చు అని అనుకున్నాం మేము యాక్చువల్లీ బిగినింగ్లో బట్ మళ్ళీ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క సాంగ్ వచ్చే కొద్దీ మళ్ళీ ఆ stylish steps but how is it Sushanth garu to see the you know one yet another new angle of Ravi Teja garu no నా ద స్క్రిప్టే ఇలాంటి రవితేజ గారిని ఎప్పుడు చూడలేదు hmm. అని నాకు యాజ్ అన్ ఆడియన్స్ అనిపించింది ఆబ్వియస్లీ అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయినా ఒక టూ త్రీ టైమ్స్ ఎక్స్ట్రా అయింది tomorrow the audience will see that because చాలా షేడ్స్ ఉన్నాయి ఆయనకి ట్రైలర్ టీజర్ చూస్తే మీకు అర్థం అవుతుంది but you can do multiple shade like I Sudheer bro also said ఇలాంటి రోల్ చేయాలి అని అంటే you have to be able to pull off multiple shades చేయగలగాలి అండ్ ఆయన చేయగలరు ఆయన సీరియస్ చేయగలరు ఫన్ ఎక్స్ట్రీమ్స్ చేయగలరు so you will see that and dance నేను అదే అన్నాను నేను అడిగా సార్ మీరు చాలా ఎక్కువ డాన్స్ చేసినట్టున్నారు అని అంటే లేదు నేను ఎప్పటి నుంచో చేస్తున్నానండి లేదు అది ముందు చేసేది వేరు మీ స్టైల్లో చేస్తారు దీంట్లో లెగ్ స్టెప్స్ వేవ్స్ ఇవన్నీ షార్ప్నెస్ అన్ని చాలా చేశారు అవును సమ్ స్టైలిష్ మూవ్స్ అంటే మాస్ అనే కాకుండా సాంగ్ కి తగ్గట్టుగా I I was surprised I was surprised మేమైతే ఇంకా యాక్చువల్లీ ధమాకా ట్రైలర్ని థియేట్రికల్గా చూసినప్పుడు వేరే మూవీస్కి వెళ్ళినప్పుడు థియేటర్స్లో hmm. చూస్తున్నాం కాబట్టి అసలు ఆ సౌండ్ కానీ అది వింటున్నప్పుడు ఎప్పుడెప్పుడు సినిమా hmm. చూసేస్తామా ఇదే స్క్రీన్ పైన అన్న ఫీలింగ్ క్రియేట్ చేసింది కాబట్టి ఐఎమ్ ష్యూర్ సాంగ్స్ కూడా అలాగే అద్భుతంగా hmm. ఉంటాయి అని చెప్పేసి అండ్ యా దక్ష ఈ కిల్లింగ్ విత్ యువర్ స్మైల్ అందరినీ కానీ ఎక్స్ప్రెషన్స్ నేను కొంచెమే చెప్పి ఆపేసా యాక్చువల్లీ ఒక్కసారి అటువైపు ఎక్స్ప్రెషన్ ఇవ్వరా కొత్తగా క్రియేట్ చేద్దాం చేద్దాం ఇప్పుడు వేరే ఎక్స్ప్రెషన్ అది ఆర్టిఫిషియల్ గా అవ్వదు అది నాచురల్ గా వస్తుంది ఆవిడ సినిమా కంటే అదే ఫేమస్ అయిపోయింది బట్ రావణాసురాతో సినిమా యాక్టింగ్ చేయడం ఫేమస్ అవుతుంది అవ్వాలి అవుతోంది కూడా ఆల్రెడీ నేను నా తెలుగులో అర్థం అవ్వలేదు <laughs> అవుతోంది is what I was trying to tell yeah yeah but it was really nice to see you in this different role యాక్చువల్గా మీకు నాకు తెలిసి ఈ క్వశ్చన్ చాలామంది అడిగే ఉంటారు ఐ థింక్ ఎవరికైనా ఈ కామన్ డౌట్ వస్తుంది ఇప్పుడు ఒక హీరోయిన్ ఉండి రెండో హీరోయిన్గా అడిగితేనే వంద ఆలోచిస్తారు hmm. నాకు అసలు స్కోప్ ఉంటుందా నేనేం చేస్తాను అనేసి అలాంటిది ఐదుగురు హీరోయిన్స్కి క్యారెక్టర్స్కి స్కోప్ ఉన్న సినిమాలో ఓ పక్క రవితేజ గారు ఇంకో పక్క సుశాంత్ గారు లాంటి యాక్టర్స్ ఉన్న సినిమాలో నాకేంటి అని అనుకున్నారా అదే కదా ఛాలెంజ్ అంతమందిలో కూడా if you are able to stand out in a part that you are given అదే కదా is the challenge that you need అందరు చేసినవే చే ఎలాగైనా ఈజీగా చేయడము hmm. ఇది కూడా చేసి చూపించాలి కదా <laughs> పొగిడామండి అంత సిగ్గు <laughs> ఓకే కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నేను ఇప్పుడే అంటే అందరితో వర్క్ చేసి అందరి దగ్గర ఏదో నేర్చుకో hmm. నేర్చుకున్నాను నేను hmm. ఎప్పుడు <laughs> మీరు అడగొద్దన్నారు నేను క్వశ్చన్ అడగలేదు తెలుసా నేను రిస్క్ తీసుకుని అడిగాను <laughs> సుశాంత్ గారు దగ్గర నుంచి నేను యాక్చువల్లీ um, ఈ మూవీలో జెన్యున్గా చెప్పాలి అంటే నార్మల్గా నేను ఆయనను కలిసినప్పుడు చాలా కామ్గా ఉన్నారు అది స్క్రీన్ మీద వెళ్ళంగానే ఒక ఎక్స్ప్లోడ్ hmm. అయ్యారు సో hmm. <laughs> uh, నేను ఎనర్జీని కన్జర్వ్ చేసి ఒక ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేయాలి ఎలా అని నేర్చుకున్నారా చూసాను నేను లైవ్ కాదు ఆ టెక్నిక్ oh, ah. ఓహో సో సాఫ్ట్ సైలెంట్ అంటే అక్కడ కోసం దాచుకునే ఎనర్జీ నాదంతా hmm. <laughs> అనుకోవచ్చా అనుకోవచ్చు అదే I I think yeah I'm not the same always depending on the environment depending నాకు నా కంఫర్ట్ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ బట్టి అంటే మనం అందరం బోరింగ్ అందుకనే క్వైట్ గా ఉంటారని చెప్తున్నారు <laughs> ఈస్ నాట్ డినైయింగ్ దట్ దక్షిణ నుంచి ఒక కాంప్లిమెంట్ రావడం చాలా కష్టం దాంతో అయిపోయింది ఇప్పుడు ఏమొచ్చినా ఇవన్నీ బోనస్ అవునా ఓకే ఓకే సో పర్లేదన్నమాట ఓకే నైస్ సో పూజిత రంగస్థలంలో మంచి పల్లెటూరు అమ్మాయి లాగా అలా చూసాము కట్ చేస్తే ఇక్కడ మంచి ఇన్వెస్టిగేషన్లో <laughs> బాగుంది సో ఎలా ఎలా ఉంది tell us something about your role so um, మీరు టీజర్లో ట్రైలర్లో చూసి చాలామంది గెస్ట్ చేసినట్టు I'm playing a cop so రావణాసురాన్ని పట్టుకునే రెస్పాన్సిబిలిటీ అనమాట నాది hmm. um, ఈ రోల్ యాక్చువల్లీ నాకు ఇట్స్ న్యూ నేను ఫస్ట్ టైం ఇలాంటి ఒక రోల్ చేస్తున్నాను స్పెషలీ బికాజ్ నేను ఎప్పుడు ఒక కొంచెం ఫియర్స్ క్యారెక్టర్ తెలంగాణలో మాట్లాడే ఆ డైలెక్ట్ ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేయలేదు ఆ స్లాంగ్ అది సో చాలా కొత్తగా అనిపించింది అండ్ um, సుధీర్ గారు did a great job of like you know నాలో ఉన్న ఆ ఫియర్స్నెస్ని తీసుకురావడానికి బికాజ్ మామూలుగా అయితే నేను కొంచెం సాఫ్ట్గా కనిపిస్తాను నా రోల్స్ అన్నిట్లో సో hmm. um, బాగా అనిపించింది I had a great time and ఒక కొత్త యాంగిల్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను okay so very much interesting and ఇక్కడ లేరు కానీ వాళ్ళ గురించి కూడా ఒకసారి వాళ్ళ రోల్స్ గురించి కూడా డైరెక్టర్గా మీరు చెప్తే బాగుంటుంది సో అను ఇమాన్యుయల్ రోల్ ఎలా ఉంటుంది అండ్ అంటే సినిమాలో ఇప్పుడు మీరు అన్నట్టు ఐదుగురు హీరోయిన్స్ ఉన్నారు ఇందాక అంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా ఎంతమంది ఉన్నప్పుడు ఇది సో ఈ సినిమాలో each and every character is important every one is there like from first to end okay but ఎవరు ఏ టైంకి ఉండాలో ఆ టైంకి it's hero story throughout hero అవనివ్వండి విలన్ అవనివ్వండి whatever Ravi Teja sir is playing his role కూడా పొరపాటును కూడా వదలట్లేదు okay his role through so ఆ క్యారెక్టర్కి ఏ ఏ క్యారెక్టర్లు ఏ టైంలో వస్తాయి అన్నదే so will start with Faria then Megha వస్తుంది దెన్ అను ఎవ్రీవన్ పూజిత అంటే తను చెప్పినట్టు she plays a cop where she's trying to find out Daksha character Daksha character ఏంటి అన్నది మిస్టరీ బికాస్ ట్రైలర్లో టీజర్లో కూడా నేను ఏ మాత్రం చిన్నదే చేసినా every one will guess the character అందుకే పాపం ఎక్కువ కనిపించలేదు ఎప్పుడు అన్న నేను ఉంటానా అని అడుగుతూ ఉంటుంది నేను యాక్చువల్లీ ఇప్పుడు చెప్తున్నారు అందులో కూడా నేను ఉంటానా లాస్ట్ లో వచ్చింది కదా కానీ సుధీర్ గారు యూజువల్ గా ఇలా కొన్ని ఎలిమెంట్స్ బయటికి చెప్పలేము చెప్తే చూసే ఆడియన్స్ కి థ్రిల్ పోతుంది అని అనుకునే సినిమాలకి ఫస్ట్ షో పడిన తర్వాత బయటికి ఏమేమి లీక్ అయిపోతాయో అనే ఒక టెన్షన్ ఉంటుంది కదా దానికి మీరు ఎలా ప్రిపేర్డ్గా హండ్రెడ్ పర్సెంట్ ఆ టెన్షన్ ఉంటుంది మా సే మై అండ్ నాదవనివ్వండి రవితేజ గారు అవనండి ద హోల్ టీమ్ ఇప్పుడు మేము ఏదైతే thrills are the shocking elements ఏమైతే అవి మాకు మార్నింగ్ షో వరకునే కావాలి ఓకే ఓకే వన్స్ అది అయిన తర్వాత let them guess whatever it is ఇప్పుడు అక్కడి నుంచి ఎవరు ఎలా చూస్తారు అన్నది మాకు కూడా మిస్టరీ ఓకే ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంది అది hmm. తెలిసిపోయింది దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి బట్ ఉన్న మేజర్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ట్విస్ట్ డర్న్ తెలిసిపోయిన తర్వాత నేను ఇప్పుడు నేను చాలాసార్లు చూసాను సినిమాని సెకండ్ టైం చూసేటప్పుడు యు నో వాట్ వాట్ ఏంటి ఏది ఏంటి అన్నది తెలుసు and your perspective of viewing will be different right right so అదొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది so hopefully all fingers crossed for April seven so ఒకవేళ తెలిసినా తెలిస్తే ఒక ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఓకే బట్ స్టిల్ తెలుసుకోవడానికి ట్రై చేయకండి హ్యాపీగా అలా బ్లాంక్ మైండ్తో వెళ్ళి చూస్తేనే ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు డెఫినెట్లీ అంటే ఇప్పుడు స్పాయిలర్స్ వచ్చేస్తాయి మానిష్ అయిన hmm. దగ్గర నుంచి hmm. కొంతమంది చూస్తారు ఇది మెజారిటీ అందరినీ ఆపలేం కదా చూస్తూనే live tweets majority will watch it for that experience so and పెద్ద అంత టెన్షన్ ఏమీ లేదు అందుకే వరకు ఫస్ట్ డే మార్నింగ్ షో చూసేయండి అంటే అందుకనే ఆల్రెడీ హౌస్ ఫుల్స్ అయిపోయాయి బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం అంటే ఇటువంటి చాలా తక్కువ సినిమాలు వస్తాయి అండ్ తక్కువ సినిమాలు వచ్చినా ఒక పెద్ద హీరో ఇటువంటి క్యారెక్టర్ ప్లే చేద్దాం అన్నది ఇట్స్ వెరీ రేర్ అంటే ఆ డెసిషన్ ఆయన చేద్దాం అనుకున్న తర్వాత నాకు కాల్ చేసి చెప్పి ఇది నేను ఫస్ట్ ఆ కథ విన్న తర్వాత ఫస్ట్ అంటే థ్రిల్లు షాకు రెండు because Ravi sir wants to do it ఇది అండ్ ఇప్పుడు అంటే చాలా ఛాలెంజింగ్ రోల్ చేస్తారా లేదా అని అదేమీ లేదు because from starting from Sindhooram we know what kind of an act sir so చేస్తారా లేదా అని తెలియదు నేను ఎంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలను అన్నది ఒకటే tension so I think I pulled it off so hopefully obviously obviously it will be a successful film wonderful and yeah Ravi Teja గారి క్యారెక్టరైజేషన్ అయితే హీస్ అన్ ఆర్టిస్ట్ బేసికలీ అంతే ప్రస్తుతానికి మేము అదే అనుకుంటున్నాం ఫిలిం ఈ ప్లేస్ లీడ్ క్యారెక్టర్ ఆ లీడ్ క్యారెక్టర్ హీరో ఆ విలన్నా అన్నది all artist artists hmm. <laughs> right now but this is interesting అండి one of one of it's kind of promotions అనమాట ఈ సినిమాకి అయితే నిజంగా అదే నన్ను చాలా మంది అడిగారు అయ్యో ద విలన్ బట్ మరి రామ్ అంటారు అది హీరో మరి రవితేజగా ఉన్నారు ఆయన హీరో కదా మళ్ళీ ఆయన రావణాసుర అంటున్నారు హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అంటున్నారు ఏంటి అంటే మాకు అదే కావాలి <laughs> ఎవరి కథలు వాళ్ళు అల్లేసుకుంటున్నారు తెలుసా చాలా పాయింట్ ఆఫ్ వ్యూస్ పర్స్పెక్టివ్స్ వచ్చేస్తున్నాయి మీరు మీ దగ్గర మీరు చూసే ఉంటారు కదా చాలా వరకు ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ చాలా ఉన్నాయి some are getting to the point ఇది ఓకే ఈ వ్యూలు ఎక్కువ చూడకపోతే బెటర్ అన్న దాంట్లో సమ్ ఆర్ కంప్లీట్లీ అవే ఆల్సో అలా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి ఇలా ఇలా దే ఎక్స్ప్లెయిన్ ద అంటే ట్రైలర్ టీజర్ చూసిన దగ్గర నుంచి they will be starting they're telling their story ఇది అయ్యి ఉండొచ్చు ఇది అయ్యి ఉండొచ్చు కొంతమంది they are getting to the thing but okay ఈ వ్యూలు ఎన్ని తక్కువైతే అంత బెటర్ అన్నది ఒకటే కామెంట్ డిలీట్ చేయండి మీరు కూడా ఏవో అకౌంట్స్ తో చెప్తూనే ఉండుంటారులేండి కింద అది కాదు అని చెప్పి డైవర్ట్ చేయడానికి నేను కామెంట్స్ లోకి ఎక్కువ వెళ్ళను వెళ్ళరా ఓకే దేంట్లో యా బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఇలాంటి థ్రిల్లర్స్ ఈ మధ్య డెఫినెట్గా ఆడియన్స్ని అలా సీట్స్ కి గ్లూ చేసి చూడడం అనే ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్ గా it's going to be a very successful project అనేది అర్థమైపోతుంది అండ్ యా సుశాంత్ గారు రవితేజ గారి గురించి ఇన్నేళ్ల ఆయన కెరియర్లో ఆడియన్స్ బయట ఉన్న ఆడియన్స్గా కూడా చాలా మందికి ఆయన గురించి చాలా తెలుసు ఎందుకంటే హీఈస్ లైక్ ఓపెన్ బుక్ ఆయన అంతా మాట్లాడతారు చెప్తారు కాబట్టి ఇన్ని రోజులు ఆయనతో కలిసి వర్క్ చేస్తే తప్ప తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను పెళ్ళ అప్పుడే ఎందుకు అప్పుడే చేసుకోకన్నారు అదే బట్ అది నేను కూడా అనుకుంటా ఉన్నాను జస్ట్ రీ రీ కన్ఫర్మ్ చేశాను బట్ కొంచెం పరిచయం అయితే ఇప్పుడు అప్పుడే ఎందుకు చేసుకోకు అన్నారు ఇంకొంచెం పరిచయం చేసుకో బట్ ఐ థింక్ లైఫ్లో ఎక్కువ టెన్షన్ తీసుకోరు that is the main thing I mean సినిమా ఈ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అంటే లోపల ఒకటి పెట్టుకోండి బయటకు ఒకటి మాట్లాడుకోండి whatever he feels feels that's the best thing అంటే ఇప్పుడు మనం ఏమన్నా తప్పు చేస్తున్నాం అంటే వెంటనే కరెక్ట్ చేసుకోవడం అనుకుంటుంది hmm. లేదు అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఉంటుంది దట్స్ ద బెస్ట్ థింగ్ అంటే ఇంకా ఆయన మైండ్లో ఎక్కువ స్ట్రెస్లు ఈ అయ్యే ఉండవు వచ్చావా చేసావా ఏదన్నా అనిపించిందా చెప్పేసావు బాగుంది బాగుంది బాగాలేదు బాగాలేదు అయిపోయింది అండ్ అలాంటి వాళ్ళతో పనిచేసేటప్పుడు మనకు కూడా స్ట్రెస్ ఉండదు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏం జరుగుతుందో <laughs> నాకు ఈ మూవీకి మాత్రం ఏ స్ట్రెస్ లేదు every day I really enjoy shoot okay ఏ స్ట్రెస్ లేదు and I think it it helps it helps in performance it helps in output everything mm, mm. అందరూ అలా పాజిటివ్గా ఉంటే డెఫినెట్గా అసలు ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు నేను వన్స్ సెట్ ఎంటర్ అయినాక mm. సడన్గా ఏదైనా ఏదైనా మారిందా ఏంటి డైలాగ్ అసలు అట్లాంటిది ఏం లేదు it was very clear and ఏం చెప్పారో అదే తీశారు ఇంకా బెటర్గా తీశారు so I was very happy so మేఘాకి కాంబినేషన్ ఉంది సాంగ్ ఉంది అర్థమైపోతుంది మీది ఇంకా ఏ క్లారిటీ లేదు <laughs> we didn't release your song ఆవిడ చూసారా ఎంత టెల్లస్ కాంబినేషన్ సీన్స్ ను ఏం చెప్పాలి రవితేజ గారితో combination scenes working experience okay ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది um, Uh, ఆయనతో నేను ఒక సీన్ చేశాను I think that's one of the scenes that I will remember నేను సీన్ రివీల్ చేయట్లేదు but that scene is one of the scenes that literally stayed in my head అంత ఇంపాక్ట్ఫుల్గా ఆయన యాక్ట్ చేశారు ప్లస్ ఆ సీన్లో అసలు డైలాగ్స్ కూడా ఉండవు ఆయనకి okay it's just him doing the character అంత ఇంపాక్ట్ఫుల్గా చేస్తారు సో ఆయన దగ్గర డెఫినెట్లీ మూవీస్ గురించి కాకుండా లైఫ్ గురించి కూడా చాలా నేర్చుకున్నాను so it really fun experience she learn the ways అంటే ఏమి రివీల్ చేయకుండా ఎలాగ క్యూరియస్ గా చెప్పొచ్చు అనేది వన్ వీక్ నుంచి చేస్తున్నాం వచ్చేసింది వండర్ఫుల్ <laughs> అసలు పెళ్లి చేసుకోవైతే కూడా నేను ఎందుకు చేసుకోను సార్ నుంచి అది కూడా నేర్చుకోవాలి కదా విన్నాం అంతే సార్ చెప్పి దాంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే అబ్బాయిని చేసుకోవద్దంట అబ్బాయి నేను చేసుకుంటా తనకి తెలుసు ఏమి తీసుకోవాలి ఏమి తీసుకోవాలి తెలుసు బాగా కొన్ని విన్ని విన్ననట్టు ఉండాలి నేను అన్ని విన్నా యా సో పూజిత ఆర్టిస్ట్ని పట్టుకునేదాకా మీకు కాంబినేషన్ ఉండదేమో కదా ఎప్పుడు పట్టుకుంటారు ఉన్నాయి దొరికిన తర్వాత ఉన్నాయా పట్టుకుంటున్నప్పుడే ఉన్నాయి అలా పట్టుకుని మళ్ళీ జారిపోతుంటారు ఆయన so yeah tell me such a star big star and మనందరం you know we watching his film growing up so ఆయనతో ఆ కాంబినేషన్ రాగానే in front of the camera while acting that experience ఎప్పుడు వినేదాన్ని that sir is very energetic he brings a lot of life in and you see that that mm. in films you know when you watch him so so so so నేను అది రియల్ లైఫ్లో చూశాను mm. And Epudunna, the set has always been lively. Even otherwise, Ravanasura, the whole team is super fun, super energetic. Yeah. Um, I don't know, Pramatra energy used to be very different, even more. Okay. Mm. And um, I like I don't know if I've never seen him like um, see, sometimes we have bad days, sometimes we have good days, sometimes we have awesome days. Yala Unna, he has always been the same, same. full of lot of energy I can think of another word for him first day I think కొంచెం టెన్షన్ ఉండింది ఓకే బట్ ఐ థింక్ సార్తో కాంబినేషన్ అది చేశాక నాకు ఎప్పుడు అనిపించలేదు that I'm working with such a big star he so grounded and he sort of calms you I it was a great learning experience amazing and I think Ravanasura theme అనేది uh, చాలా వెళ్ళిపోయింది ఆడియన్స్లోకి అండ్ రావణాసురుడికి సంబంధించిన స్తోత్రాలతో అలాంటి ఒక ట్రాన్స్ సాంగ్ వినడం అనేది I think it's an amazing idea అంటే నాకు తెలిసి శివుడి మీద అలాంటి సాంగ్స్ మనం వింటూ hmm. వచ్చాం కదా హూజ్ ఐడియా వాజ్ దట్ అలాంటి ఒక సాంగ్ క్రియేట్ చేయాలి there is trance thing so రావణాసురాకి అనుకోలేదు అభిషేక్ ఐడియా యాక్చువల్లీ uh, అంటే శాంతి పీపుల్తో hmm, చేపిద్దాం hmm, అంతే సో వీ కాంటాక్ట్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే they were really excited and they set like అంటే ఫస్ట్ హర్ష చేసాడు బేసిక్ మ్యూజిక్ అంతా మ్యూజిక్ చేసిన తర్వాత వాళ్ళతో పాడించి వాళ్ళు చేపిద్దాం అని వాళ్ళకి పంపించేటప్పటికి they were really excited then they came on board so it's like a collaboration Harshavardhan గారిది and Harsha Abhishek everyone hmm. అయితే అభిషేక్ నామ గారు is not just a producer obvious గా ఆయనలో డైరెక్టర్ బయటికి రావడం వరకు బానే ఉంటుంది <laughs> రావణాసుర టైటిల్ కూడా అయిందే అని విన్నాను సుశాంత్ గారి ఐడియా అయిందే అని విన్నాను సుశాంత్ కదా శ్రీకాంత్ గారి ఇంటర్వ్యూలో విన్నాను నేను hmm. శ్రీకాంత్ గారు చెప్పారు ఈ సజెస్టెడ్ యువర్ నేమ్ అని so that's what but how is it Sushanth గారు ఐ థింక్ అలవైకుంఠపురంలో సినిమాలో ఆ క్యారెక్టర్లో మీరు కనిపించకపోయి ఉంటే ఇలాంటి క్యారెక్టర్స్ మీ దాకా వచ్చేవని అనుకుంటున్నారా అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు so it's something that came to me so నేను నా సినిమాలు చేస్తా ఉన్నప్పుడు suddenly I got phone call for that or for this and నాకు when when the script is very interesting and such a good cast to be part of నాకు నాకు నో చెప్పడానికి రీజన్ లేదు యూనో సో చాలామంది అడుగుతారు సోలో సినిమాలు చేస్తున్నావు కదా how come you're also part of other films I feel it's a plus ఇలాంటి సినిమాల్లో ఉండటం it's a big plus because because of the the platform audience డెఫినెట్గా చాలామంది ఈ సినిమా చూస్తారు and you know I I like you know this role I really liked and రేపు I hope the film answers the question నేను ఎందుకంటే నేను ముందు ఈ సినిమా ఎందుకు చేసావు అంటే నేను ఆన్సర్ చెప్పడం కన్నా సినిమానే మాట్లాడితే better and I'm I'm really happy to be know that I work with Trivikram garu Allu Arjun and Ravi Teja garu Sudheer and you know work with some big banners big thing so it's it's it's nice feeling నాకేమీ I have no problem in doing in other films other heroes films while mm. Doing I'm and audience hmm, hmm. కూడా అంతే ఇదిగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు వెల్కమ్ చేస్తున్నారు ఇలాంటి రోల్స్లో so I think that is also a good thing like and సరే మీరు రాముడా విలనా uh, ఏం రోల్ hmm. అనేది పక్కన పెట్టేస్తే చూడ్డానికైతే దట్స్ ద టఫ్నెస్ కనిపి టఫ్ రోల్ అని కనిపిస్తుంది కన్ఫ్రంటేషన్ కనిపిస్తుంది రవితేజ గారితో what was the most challenging thing while working for this film and character? I role? see. నాకు one thing is I I want to be a versatile actor. Hmm. నాకు సాఫ్ట్ అని లవ్ స్టోరీ లేకపోతే యాక్షన్ ఇంతకుముందు యాక్షన్ చేశాను but you know I want to be a versatile actor mainly that నాకు films like this give me a chance నాకు hmm. ఆ ఆపర్చునిటీ దొరుకుతుంది సో hmm. నాకు చాలామంది లవ్ స్టోరీస్ తీసుకుని వస్తారు but I'm like yes I like love stories but I don't want to keep repeating myself ఈ సినిమాకి నాకు వేరేగా కనిపించే ఛాన్స్ వచ్చింది ఐఎమ్ హోపింగ్ దట్ ఈ సినిమా చూసి maybe different types of scripts రావచ్చు అని చెప్పి ఛాలెంజింగ్ hmm. అంటే నాకు నాకు I'm really not able to నాకు గుర్తు రావట్లేదు దిస్ వాస్ వెరీ ఛాలెంజింగ్ అని ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను so I don't know Sudheer bro మీకు ఏమైనా అనిపించిందా that really what I took many takes for something నాకు ఎంజాయ్ ప్రిపరేషన్ కానీ ఏ ఏ విషయంలో సుశాంత్ గారు ఎక్కువ కష్టపడ్డారని మీరు అనుకుంటున్నారు నో నో నో అంటే తను స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత తన మైండ్లోకి ఎక్కించుకుని and when he's on the set he's ready with everything ఇప్పుడు నేను ఈ పార్ట్ చేస్తున్నాము అంటే dialogue wise everything wise he's perfectly ready అనమాట సో ఎక్కడన్నా మేము తడబడొచ్చేమో కానీ చిన్న చిన్నవి హీఈస్ లైక్ స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత అంటే నేను ఎక్కువ చేంజెస్ చేయను వన్స్ స్క్రిప్ట్ ఇచ్చేసిన తర్వాత అంటే ఫైనల్ డ్రాఫ్టే ఇస్తాను అందులో ఏదైనా చిన్న చిన్న మధ్యలో కామెడీ యాడ్ చేయొచ్చు ఇది అది అంటే అనిపిస్తుంది తప్ప మిగిలిందంతా like I prefer doing the one అంటే ఫైనల్ uh, డ్రాఫ్టే చేయాలనుకుంటా సో తను పక్కాగా ప్రిపేర్ అయ్యొచ్చు సో నో ఇష్యూస్ టేక్స్ కూడా అలాంటిది ఏమీ లేదు there is any challenge is Ravi Teja గారితో సీన్స్ చేయటంలో ఆయనతో చేయటం బట్ hmm. ఆయన ఫస్ట్ డేనే put me at ease open up ఏ మోమాట పడకు open so if there any challenge అది ఆయన తీస్తారు సో <laughs> అక్కడి నుంచి ఫ్రీ అయిపోయింది అమేజింగ్ సో ఎస్ uh, ఒక డైరెక్టర్గా సుధీర్ వర్మ గారు uh, ఈ సినిమాని ఏప్రిల్ సెవెంత్న మేము థియేటర్స్లో చూసిన చూసి బయటికి వచ్చేటప్పటికి what we take back or ఎలాంటి ఎక్స్పీరియన్స్తో మేము ఇంటికి వెళ్తామంటారు అది మీరు చెప్తే వినాలనుకుంటున్నాను వెయిటింగ్ ఫర్ దట్ అదిరిపోయింది అయితే మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాం చూసి చెప్తాము అంటే as we said it's very new అంటే ఒక పెద్ద హీరో ఇటువంటి చేసేది సో ఆడియన్లో ఎంత థ్రిల్ అవుతాడు ఎంత షాక్ అవుతాడు ఏంటి అన్నది చూద్దాం అని అదే ఫీలింగ్లో ఉన్నాం దట్స్ ద అమేజింగ్ అండి అండ్ ఇంతమంది వండర్ఫుల్ కాస్టింగ్ స్టార్స్ యాక్టర్స్ ఉన్నారు అండ్ మీలాంటి ఒక టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న డైరెక్టర్ ఉన్నారు మంచి స్క్రిప్ట్ ఉంది అండ్ మంచి సినిమాటోగ్రఫీ మాకు ట్రైలర్లో కూడా కనిపిస్తుంది all technicians everything everything is so perfect on point అనేది తెలుస్తుంది యాక్చువల్లీ ఆల్రెడీ ఆ వైబ్స్ అనేవి తెలుస్తున్నాయి కాబట్టి Wish you all the success and thank, thank you. you. so much for being with us. Thank, thank you. you. Thank, thank you. Thank you very much. Done.